hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates Chintamaneni versus Vallabhaneni Gannavaram రాజకీయం గరం గరం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా గన్నవరం నియోజకవర్గంలో హడావిడి చేశారు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ టికెట్ కోసం పది మందికి పైగా పోటీ పడుతున్నారని చెప్పారు పార్టీ మారిన వల్లభనేని వంశీపై పరోక్షంగా విమర్శలు చేశారు ఈ నేపథ్యంలో ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చారు స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందు వాడి ఊరిలో వాడిని చూసుకోమనండి బకెట్ జారిన వాళ్ళు అడుగు జారిన వెధవలంతా నానికి నాకు చెబుతున్నారు మంగమ్మ శబదాలు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీలో వైసీపీ వెంటిలేటర్పై ఉందంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు వల్లభనేని వంశీ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను గెలిచి అందులో నలుగురు బయటకు పోయిన టీడీపీ వెంటిలేటర్ మీద ఉందా లేక నూట యాభై ఒక్క మందిని గెలిపించుకున్న వైసీపీ వెంటిలేటర్ పైన ఉందా అని ప్రశ్నించారు పోయే కాలం వచ్చిన వాళ్ళంతా వాళ్ళు పోయారు వీళ్ళు పోయారు అంటూ అరుస్తుంటారని ఎద్దేవా చేశారు గన్నవరంలో ఎవరైనా పోటీ చేయొచ్చని స్వయంగా చంద్రబాబు లోకేష్ పోటీ చేసినా తనకు ఇబ్బంది లేదన్నారు వంశీ చంద్రబాబు లోకేష్కి గన్నవరంలో పోటీకి రావాలంటూ తాను చాలాసార్లు సవాల్ విసిరానని చెప్పారు ఎవరిని పోటీకి నిలబెట్టినా టీడీపీకి ఉపయోగం లేదన్నారు గన్నవరంలో టీడీపీ తరఫున బలమైన అభ్యర్థిని నిలబెడతామంటూ చింతమైన ప్రభాకర్ అక్కడి కార్యకర్తలకు హామీ ఇచ్చారు ఈసారి మేసం మెలేసే వారిని తీసుకొస్తామని అన్నారు దీంతో వంశీ వెంటనే రియాక్ట్ అయ్యారు ముందు చింతమనేని తన సంగతి తాను చూసుకోవాలంటూ హితో పలికారు